రోజు గారిపోతుంది ఎందుకిలా నా కర్మ గారిపోయింది ఎందుకిలా నా కర్మ గారి 嗯 హలో డాక్టర్ సంపూర్ణేష్ బాబు ఎక్కడున్నారు ఇక్కడ కండిషన్ చాలా సీరియస్ ఉంది